నా గొడవ నా గొడవ ఎత్తించే నా గొడవ ఎత్తించిన మీరు వచ్చి కూర్చొని ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసేంత వరకు కూడా మీరు ఎట్టి పరిశ్రమలో అనుమతి లేకుండా పెట్టింది దాన్ని ఇమీడియట్లీ కూడా యాక్టివేట్ జరగదు సీఎం చెప్పడం అలా వీడియో చేసి పెట్టండి ఫస్ట్ మహారాజా బాంబ్స్ దాన్ని దాన్ని మొత్తం తీసుకొచ్చి మొత్తం మహారాజా బాంబ్స్ అమ్మింది పెద్దిరాజు రెడ్డి వాళ్ళు చేసి పెట్టండి నోట్ చేసుకోండి డిపిఓ గారు ఆర్డర్ అంటే ఎక్కడికి పోవాలి మాకు ఎక్కడ న్యాయం మీరు ఇక్కడ అనిసిన కలెక్టర్ గారు జిల్లా మా సభాధ్యక్షులు ఉన్నారు మరి మాకు న్యాయం చేయాలి నూట పది ఎకరాల భూమి ఇప్పుడు ఒక అరవై ఎనిమిది ఎకరాలు ఉన్నాయి మనకి ఎంతవరకు సమావేశం కదా అధికారులు యాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు ఎక్కడ యాక్షన్ అనేది కొనసాగుతుందా స్టాప్ అవ్వాలి కదా వర్క్ అనేది ఈ మహారాజా ఫామ్స్ దళితుల భూమి అమ్ముడులో ఇది ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు మీరు ఏ విధంగా జరిగింది గవర్నమెంట్ ల్యాండ్ దాని మీద మీరు ఏం చర్య తీసుకున్నారు గతంలో కూడా నిన్న సర్వ సర్వసభ్య కూడా మాట్లాడడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకపోవడం జరిగింది అంతకుముందు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకపోతే కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు ఇంతవరకు కూడా ఎట్లాంటి అధికార ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఆ విధంగా మీరు కరెక్ట్ పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిండ్రు మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిండ్రు సభకు నమస్కారం లైట్లు కానీ ఇవి కూడా రేపు ఏం చేస్తారో ఏ విధంగా చేస్తారో ఖచ్చితంగా సీరియస్గా చెప్పడం జరుగుతుంది దీని మీది ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి మీకు తెలియకుండా మీరు డిపిఓలో ఉన్నప్పుడు మీకు తెలియకుండా రోడ్లు ఎట్లేస్తారు లైట్ ఎట్లా పెడతారు బోర్డు ఎట్లేస్తారు గెస్ట్ హౌస్ ఎట్లా కడతారు చెప్పండి మీరు నాకు తెలియదు నాకు తెలియదు మీరు రోజు ఇదే ముచ్చట మాట్లాడతారు ఎలక్ట్రిసిటీ పర్మిషన్ వచ్చింది చెప్పండి మరి బయట ఒక పేదవాడు క్యూ కట్టుకుంటానే ఒక రైతులు చెరువులు ఉన్నటువంటి నల్ల మట్టిని తీసుకుపోయి పొలాల్లో పోసుకోవాలంటే ఇలాంటి గుట్టలను మొత్తం తీసేసినప్పుడు మాత్రం మైనింగ్ పర్మిషన్ ఎందుకు అడగట్లేదు కలెక్టర్ గారు గుట్టలు